ముందుగా ఇక్కడికి వచ్చిన మా కస్టమర్ మా మీడియా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన గెస్ట్ హనీ రోజ్ గారికి ఇంత బ్యూటీ యాడ్ చేసినందుకు చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది thank you so much and ఇది మా నైన్టీన్ బ్రాంచ్ అండి సో జైల్ మండి అనేది ఇప్పుడు ఇండియా వైడ్ పాపులర్ అయింది ఆ జైల్ మండి అనేది మన జిస్మత్ జైల్ మండి ఒకటే సోను సూద్ గారు వచ్చి బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ చేశాక మనకి ముంబై నుంచి చాలా ప్లేసెస్ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి బట్ మేమేమిటంటే క్వాలిటీ కంట్రోల్ మాకు ఫ్రాంచైజెస్ పెరిగే కొద్దీ క్వాలిటీ కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ప్రాబ్లం వల్ల కొంచెం ఫ్రాంచైజెస్ హోల్డ్లో పెట్టాము కొంచెం బాగా చూసుకొని బాగా మెయింటైన్ చేయడమే మాకు ఇంపార్టెంట్ మార్జిన్ కాదు అలా బాగా మెయింటైన్ చేయగలిగే వాళ్ళకి ఫ్రాంచైజెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఐ కంగ్రాచులేట్ దినేష్ ఈ ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ నైన్టీన్ బ్రాంచెస్కి ఒకే ఒక కారణం మా కస్టమర్ దేవుళ్ళు మీరు వచ్చినంత కాలమే మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా మమ్మల్ని అండ్ ఇంతమంది జిస్మత్లో వర్క్ చేస్తున్న హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ని మమ్మల్ని ఫ్రాంచైజ్ ఓనర్స్ని అందరినీ ఇలా తలెత్తుకొని హ్యాపీగా మా కాళ్ళ మీద మేము నిలబడి ఇలా చేస్తున్నందుకు మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను చెప్పలేను కొత్త బ్రాంచెస్ ఉన్నాయండి ఉప్పల్ ఉంది నెక్స్ట్ అండ్ అందరికీ నమస్కారం ఈ జిస్మత్ జీల్ మంది కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇది నా మొదటి association with the Jismat group and I have heard a lot about them they are very famous for their authentic taste and pure ingredients and you can see you know i love the ambience it looks like a, exactly looks like a jail cell <laughs> it's a very very rare opportunity to sit and have food in the jail cell now so just don't miss it use it well and uh, i think ee roju or ee week opening a special discounts unayi so don't miss it and enjoy your food uh, and uh, i think uh, అంటే కేరళ అన్నారు కదా స్పైసెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి and I like uh, Hyderabadi food especially biryani and I just want to try the mandi yeah I never tried it veg or non veg ఏది ప్రిఫర్ చేస్తారు definitely non veg non veg it's my favourite